thank you హలో చెప్పరా రే సుబ్బు చెప్పులు ఇంటి దగ్గర ఉన్నాయి నువ్వెక్కడ ఉన్నావురా అందుకని చెప్పులు లేకుండా కాలేజీకి వచ్చా ఎప్పుడూ లేని కొత్తగా డివోషన్ యాంగిల్ ఏంట్రా డివోషనల్ ఏం కాదు ఎందుకో వేసుకోవాలని పిల్ల సర్లే అలిపిరి బైపాస్ రోడ్లో నడుచుకుంటూ వస్తున్నా సరే చెప్పులు లేకుండా నడుస్తున్నావు కొంచెం చూసుకున్నాడు మాకు తెలుసులే ఓయ్ లొకేషన్ షేర్ చేస్తున్నా బా ఎవరిదై ఉంటుంది ఆ అమ్మాయిదేమో hello excuse me hello hello ఈ జుమ్కి మీదేనా ఇక్కడ ఏదైనా కనిపిస్తుందా లేదు అలాంటప్పుడు నాదెలా అవుతుంది ఏదో ఒక సాకుతో అమ్మాయిలతో మాట్లాడాలని ప్లాన్ చేసి మరీ ఎగ్జిక్యూట్ చేస్తారు కదా మీలాంటి ఫ్లడ్స్కి బాగా అలవాటు అయిపోయింది చూడండి మీరు ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఏదో జుమ్కి దొరికింది కదా ఎక్స్క్యూజ్ మీ ఆ జుమ్కి నాదే సారీ ఎక్స్క్యూజ్ మీ ఏంటండి అనాల్సివన్నీ అనేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు సారీ కూడా చెప్పరా సారీ ఎందుకు చెప్పాలి నేను చెప్పను ఎనీహా దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం నేను అడిగానా లేదు మరి ఎందుకు చెప్తున్నావు మీ అబ్బాయిలు ఎప్పటికీ మారరా అడగకుండానే చెప్పేస్తారు తెలియకుండానే దగ్గరైపోతారు లాస్ట్కి చెప్పకుండానే దూరం కూడా అయిపోతారు చే రైమింగ్ బాగుంది ఇంతకీ ఎవరినంటున్నారండి మీ బాధకి కోపానికి ఒక్కడు కారణం ఉంటాడు వాడిని మాత్రమే అనండి మగాళ్ళుగా పుట్టినంత మాత్రాన ఏ తప్పు జరిగినా యూనివర్స్లో ఉన్న మగాళ్ళందరి మీద తోసేయడమేనా బ్రతికుంటే వాడి మీదే చూపించేదాన్ని ఓ ఐఎమ్ సారీ చనిపోయాడా ఎలా జరిగింది కోవిడ్ ఏంటి లవ్వా wow then must be a great love story between both of you నాకెప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదండి ఒక అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి కోసం వెనకాల తిరగాలని ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు నా లైఫ్లో జరగలేదండి <laughs> then you must be a lucky guy అదేంటండి ఎలా అంటారు లవ్లో పడితే చాలా బాగుంటుంది అంటారు లైఫ్లో ఒక్కసారైనా లవ్లో పడాలంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఫిలాసఫీలు కూడా చెప్పారు కదండి బొంగేం కాదు మనం ప్రేమించేటప్పుడు అంతా బాగానే ఉంటుంది పీల్చే గాలి నుంచి నడిచే నేల వరకు అంత కొత్తగానే ఉంటుంది మనం ప్రేమించే మనిషి మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు అలా చూస్తే చాలనిపిస్తుంది ఐ లవ్ యూ అని చెప్పకపోయినా పర్వాలేదు ఐ హేట్ యూ అని చెప్పినా చాలనిపిస్తుంది కానీ మనం ప్రేమించే మనిషి మన కళ్ళ ముందరే దూరం అయితే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు అలా బ్రతుకున్న ప్రతి క్షణం వాళ్ళనే గుర్తు చేస్తూ ఉంటుంది ఏమండి మీకు ఒక విషయం చెప్పనా మా ఇంటి పక్కన ఒక బ్యాచులర్ ఉండేవాడు అతను చాలా సెల్ఫిష్ పొగరు ఎక్కువ ఏదైనా హెల్ప్ అడిగితే నాకెందుకు నేను ఎందుకు చేయాలి అనే టైప్ మా ఇంట్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు అందరూ వచ్చి కెమెరాల్లో షూట్ చేస్తున్నారే తప్ప ఒక్కరు కానీ కాపాడడానికి ట్రై చేయలేదు కానీ తనొక్కడే నన్ను మా నాన్నని తన ప్రాణాలు తెగించి మరీ కాపాడాడు ఓ గాడ్ ఎవరికి ఏం కాలేదుగా ఎవరికి ఏం కాలేదు ఇదంతా ఎప్పుడు జరిగింది ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగింది తర్వాత ఆ బ్యాచిలర్తో మాట్లాడాను మీ ప్రాణాలు తెగించి మరి మా ప్రాణాలు కాపాడారు మీకు ఇచ్చి రుణం తీర్చుకోవాలనంటే అప్పుడు తను ఒక మాట అన్నాడు ఒక మనిషి దగ్గర నుంచి ఎలాంటి లాభం ఆశించుకున్నా హెల్ప్ చేసేదాన్ని మానవత్వం అన్నాడు అయినా ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే మన మనుషులు ఎలా అవుతాం అని అన్నాడు ఆ మాటలు విన్నాక చాలా ఆనందంగా అనిపించింది కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు ఏమైంది ఫస్ట్ వేవ్లో తను చనిపోయాడు తన క్యారెక్టర్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి తనని మార్చేసిందని తెలిసింది వస్తున్నారా మీ లైఫ్లో లవ్ చాలా హార్డ్ అండ్ పెయిన్ఫుల్ అనిపించుండొచ్చు మరి కొందరికి లవ్ చాలా గొప్పదండి ఎంత గొప్పదంటే మనకెందుకులే అనుకున్న మనుషులను కూడా అంతా మన వాళ్ళే అనిపించేలా చేస్తుంది అంత గొప్పదండి ప్రేమ ఓకే అండి నేను వెళ్ళొస్తాను ఓకే బాయ్ సుబ్రహ్మణ్యం ఇంతకీ ఆ బ్యాచ్లర్ పేరేంటి విక్రమ్ కుదిరితే మళ్ళీ కలుద్దాం వచ్చి గంట అవుతోంది ఇంతవరకు రాలేదు వీడు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేదు చూడు ఎంత వయ్యారంగా వస్తున్నాడో ఏంటి అలా చూస్తున్నావు ఏంట్రా లేట్ అయింది అరే నా గుడికి రావడం ఇష్టం ఉండదని నీకు తెలుసుగా మరి ఎందుకు నన్ను రమ్మంటావు అరే నీ కోసమే కదరా నువ్వు బాగున్నదనే కదా వస్తున్నావు అరే నా కోసం ఎప్పుడు పూజ చేసిన అవసరం లేదు నేను బాగానే ఉంటాను ఓకేనా అంత సెల్ఫిష్ అవసరం లేదు నీకు నేను ఇంతే ఇలాగే ఉంటా ఓకేనా చా పద లోపలికి వెళ్దాం హలో దేవుడికి దండం పెట్టుకో దేవుడు అక్కడ నా దేవత నువ్వే నేను నీకే దండం పెట్టుకుంటా వీళ్ళ సెల్ఫిష్నెస్ ఎలా అయినా దూరం చేతండి వికీ వికీ ఒక నిమిషం ఆగు వికీ ఆపుతున్నాను ఉండబ్బా ఎక్కడికి సుబ్బు ఒక నిమిషం వికీ ఇప్పుడే వస్తాను అంకుల్ అంకుల్ అంకుల్ ఏమైంది వికీ వాటర్ బాల్ తీసుకురా అంకుల్ ఈ పిల్లకి నేను లవర్ బాయ్నా డెలివరీ బాయ్ బాయ్నా అర్థమే కావడంలే అంకుల్ అంకుల్ అంకుల్ ఏమైంది ఏమైంది ఆసుపత్రి పోతా అంటే కళ్ళు తిరిగి పెట్టేదినమ్మా విక్కీ ఆటో తీసుకురా మా తల్లి నోరేళ్ళు చల్లగా ఉండాలమ్మా సరే బాయ్ అంకుల్ ఏంటి ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటావు ఇంకేం పని లేదా చెయ్యాలరా మనం హ్యూమన్స్ హ్యూమన్స్ అంటేనే కొంచెం హ్యూమానిటీ ఉండాలి హ్యుమానిటీ ఈ భూ ప్రపంచం మీద సగం మందికి తెలియదు హ్యూమానిటీ అంటే ఏంటో పోనీ నేను చెప్పనా నువ్వా చెప్పు ఒక మనిషి దగ్గర ఎలాంటి లాభం ఆశించకుండా చేసేదే హ్యూమానిటీ అంటారు అలా హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్ లో వచ్చే స్మైల్ ఉంటుంది చూడు దానికి కే వేరమ్మా ఏం చెప్పా సుబ్బు సూపర్ నువ్వు మదర్ తెరిసా మనవరాలే నువ్వు आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है కరోనా కోరలు కుప్పలు తెప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి అప్రమత్తమైన ఏపీలో కరోనా కల్లోలంతో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది Hello. Yes. What? ¡No! కదరా నువ్వు బాగున్నాననే కదా వస్తున్నావు ఏంటి ఎవరు పడితే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటావు ఇంకేం పని లేదా నీకా అంత సెల్ఫిష్ అవసరం లేదు నీకు నేను ఇంతే ఇలాగే ఉంటా ఓకేనా నా కోసమైనా ఈ సెల్ఫిష్నెస్ వదిలేయచ్చు కదరా తను ప్రేమించిన అమ్మాయి తనని మార్చేసిందని తెలిసింది హే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఎంబా గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ మామా కాన్ఫరెన్స్ కాల్ బాబు అచ్చా ఈరోజు పండగ కదరా గుడికి వెళ్తున్నారా అమ్మ మిమ్మల్ని కూడా తొడుక్కోబోమని వాట్స్ యువర్ నేమ్ కామ్ Yes. What? Kamesh sir,